Being తల్లి మనిషిని కానీ నన్ను మరువనంత ప్రేమ తండ్రి విడతిని కానీ నన్ను విడవనంత ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌరంలో నన్ను

మాటలు తుల్లో నడదాచుకున్న ప్రేమ తన అరకేతుల్లో దించుకున్న ప్రేమ ఎడలో తుల్లో నడదాచుకున్న ప్రేమ ప్రేమ ఎస్ఐ ప్రేమ ప్రేమ ఎస్ఐ ప్రేమ ప్రేమ ఎస్ఐ ప్రేమ పరువనిది పరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది పరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది పరువనిది వీడనిది ఎడబాయ